అంతులేని అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే గమ్యం లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగే Yeah.